వాడు రాడు వస్తాడు రానియకపోతే ముహూర్తానికి రాకపోతే ముక్కోడి దేవత సాక్షిగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి వాడి తీసుకుపోతా నా ఇంటికి వచ్చి నన్నే నలుగుతానంటావా నీ ఇంటికే కాదురా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా ఏ ఊరికైనా వస్తా ఏ సెంటర్ మన వస్తా ఏ గడప తొక్క మన తొక్కుతా నరకటం మొదలెట్టాక వరసలు చూడను